ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి DJ Ashok DJ Ashok DJ Ashok. DJ Ashok. DJ Ashok. DJ Ashok. DJ Ashok. DJ Ashok Maria, Maria, Maria, Maria, Maria, DJ Ashok. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి